Welcome to Nani tech and videos friends మనము రోజు RRB NTPC CBT one GS మరియు జీకే బిట్లను డైలీ చేస్తూ ఉన్నాము మన ఇండియన్ రైల్వేస్లో ప్రజెంట్ అయితే లెవెల్ సిక్స్కి స్టేషన్ మాస్టర్కి ఎగ్జామ్ ఇంక టూ డేస్లో ఉంది ఇవి మీకు బెనిఫిట్ అవుతాయని నేను ఈ యొక్క సిరీస్ని చేస్తున్నాను ఓకేనా ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవైన మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి జిఎస్ మరియు జీకే బిట్లని మనం చెప్పుకుందాము ఎవరైనా మిస్ అయితే మరి ఇంపార్టెంట్ బిట్ని మిస్ అయినట్టే ఒక మార్క్ అన్నా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిస్ అవ్వమాకండి ఓకే ఇంకా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నాని వీడియోస్ని ఓకేనా ఇది మన ఛానల్ నాని టెక్కం వీడియోస్ మనం డైలీ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాము అలాగే మన యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్ ఉంది కదా అందులో మనము ఫో పోల్స్ని చేస్తూ ఉన్నాము ఓకేనా మనకి వన్ డే లోపల టూ హండ్రెడ్ ఓట్స్ అయితే వచ్చినాయి ఇంకా ఇది ఇంకా పెరగాలని ఆశిస్తున్నాను ఓకేనా మన యొక్క సీరేనా మరి మీకోసం వన్ అవర్కి పైగా ఎంతో కష్టపడి ఈ యొక్క వీడియోస్ని రెడీ చేయటం జరుగుతుంది మరి మీ తరపు నుండి మాకు ఒక లైక్ అలాగే షేర్ని చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మరి ఈ యొక్క పేపరు ఇరవై తొమ్మిది డిసెంబర్ తారీఖు వచ్చినటువంటి ఈ యొక్క షిఫ్ట్లో మరి ఏ యొక్క సబ్జెక్ట్కి ఎన్నెన్ని మార్కులు వచ్చినాయనే విషయాన్ని గమనిద్దాము హిస్టరీకి ఫైవ్ మార్క్స్ వచ్చినాయి జాగ్రఫీకి సిక్స్ మార్క్స్ పాలిటీకి ఫైవ్ ఎకానమీలో టూ కంప్యూటర్ మూడు బయాలజీ నాలుగు ఫిజిక్స్ ఒకటి కెమిస్ట్రీ ఒకటి యుఎన్ఓ మరియు ఆర్గనైజేషన్ ఉన్నాయి కదా ఈ ఒక మూడు అన్నమాట అవార్డుల్లో ఒక అవార్డు వచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీ కింద మూడు క్వశ్చన్లు స్కీమ్స్లో ఒక క్వశ్చన్ డేట్స్ అండ్ ఇంపార్టెన్స్లో ఒక క్వశ్చన్ స్పోర్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు అలాగే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు క్వశ్చన్లు అడగటం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా సబ్జెక్టులు నేను సబ్జెక్టులన్నీ ముందల పెట్టాను మీ యొక్క సబ్జెక్టుల్లో చూస్తే మీకు ట్వంటీ వన్ మార్క్స్ ఏడే కనపడుతున్నాయి మరి సైన్స్లో చూస్తే సిక్స్ మార్క్స్ వచ్చినాయి ఆర్గనైజేషన్స్ నుంచి మూడు మార్కులు వచ్చినాయి ఇంకా జీకే తరపున ఓకేనా జీకే తరపున మీకు టెన్ మార్క్స్ రావటం జరిగింది ఈ విధంగా మన యొక్క పేపరు ఎక్స్ప్లెనేషన్ ఉండటం జరుగుతుంది ఎందుకంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి వన్ కూడా సిబిటి టూ కూడా సేమ్ ఈ విధంగానే ఉండిద్ది కాకపోతే మార్కులు బిట్స్ అనేవి ఒక్కొక్క టాపిక్ చేంజ్ అవుతూ ఉండొచ్చు ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము హూ రోట్ గీతా గోవింద గీతా గోవింద అనేది మనకి హిస్టరీలో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి బుక్స్లో బుక్స్ మరియు ఆదర్శం నుంచి వచ్చింది ఈ యొక్క గీతా గోవింద అనేటువంటి బుక్ని జయదేవుడు జయదేవుడు అనేటువంటి వ్యక్తి మరి రాయటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది కూడా హిస్టరీలో Mahatma Gandhi presided over the Indian National Congress session eight Mahatma Gandhi ఏ యొక్క ఐఎన్సి సెక్షన్కి మరి అధ్యక్షత వహించాడంటే బెల్గాం సెక్షన్ మనందరికీ తెలిసిందే కదా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కర్ణాటకలో ఈ యొక్క బెల్గాం సెక్షన్లో మరి పాల్గొనటం జరిగింది మరి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అన్నాం కదా దీనికి ముందు అసలు ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు సహాయ నిరాకరణ ఉద్యమము ఇది చౌరా చౌరి ఇంపార్టెంట్ బిట్లండి ఇవన్నీ కూడా అడిగాడు చౌరా చౌరి అనేటువంటి సంఘటన పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదవ తారీఖున మరి ఉత్తరప్రదేశ్లోని చౌరా చౌరీ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ని దగ్నం చేయటం వల్ల ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయటం జరిగింది ఆ క్వశ్చన్ కూడా అడిగాడు ఓకే గాంధీజీ అధ్యక్షత వహించినటువంటి ఏకైక session Belgaum session next question చూద్దాం హిస్టరీలో మనకి తెలుసు ట్రావెలర్స్ ఉన్నారు అందులో ఇంపార్టెంట్ ట్రావెలర్ ఇబన్ బటూటా ఈ యొక్క ఇబన్ బటూటా అనేటువంటి వ్యక్తి మరి ఏ రా ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అని అడుగుతున్నాడు మొరాకో మొరాకోకి చెందినటువంటి వ్యక్తి ఇబన్ బటూటా ఈయన రాసినటువంటి గ్రంథం పేరు అడిగాడు రెహ్లా ఓకేనా రెహ్లా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జాతక కథలు Jatak tales are related to అని అడిగాడు జాతక కథలు దేనికి సంబంధించినవి అంటున్నాడు మనందరికీ తెలుసు జాతక కథలు అనేవి బౌద్ధ మతానికి సంబంధించినవి బుద్ధుని యొక్క అవతారాల గురించి బుద్ధుని యొక్క అవతారాల గురించి చెప్పేవే ఈ యొక్క జాతక కథలని అందరికీ తెలుసు ఓకే జాతక కథలు అనగానే బౌద్ధిజం అలాగే అభిధమ్మ పీఠ పీఠికలు పీఠికలు అంటారు కదా ఈ యొక్క పీఠికలు కూడా బౌద్ధ మతానికి చెందినవే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం Humayun Nama was written by very very important మనకు అసలు మొఘల్స్లో మొఘలులు మొఘల్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చిందంటే బుక్స్ అండ్ ఆధార్లో వచ్చిందంటే ఖచ్చితంగా గుల్బదన్ బేగం గురించి అయితే మ్యాక్సిమం అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి లేదా బాబర్ గురించి లేదా అక్బర్ ఈ మూడు బుక్సే ఇంకా మనకి ఎక్కువగా ఏమైతే అడగడు ఒకటి హుమాయూన్ నామా హుమాయూన్ గురించి వీళ్ళ తండ్రి గారైనటువంటి బాబర్ యొక్క గ్రంథము బాబరి ఈ తుజ్కిరి అలాగే ఇతని యొక్క కొడుకైనటువంటి అక్బర్ అక్బర్ నామాను కూడా ఎవరు రచించారని అడుగుతాడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హిస్టరీ ఇది జాగ్రఫీ ఇక్కడ నుంచి జాగ్రఫీ బిట్స్ అండి హిస్టరీ ఫైవ్ బిట్స్ చెప్పుకోవటం జరిగింది India's longest highway tunnel is the మన ఇండియాలో ఉన్నటువంటి లాంగెస్ట్ అంటే పొడవైనటువంటి హైవే టర్నల్ ఏదని అడుగుతున్నాడు ఈ యొక్క టన్నెల్ నేము అటల్ టన్నెల్ ఓకేనా అటల్ టన్నెల్ ఇది ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండటం జరిగింది next question which river drains into the Arabian Sea ఒక సపోజ్ ఇక్కడ ఆప్షన్లో గోదావరి రెండు కావేరి మూడు గంగా నాలుగు తాపి ఇలా ఉన్నాయనుకోండి అరేబియన్స్ అరేబియా సముద్రంలో కలిసేటువంటి నది ఏదంటున్నాడు వీటితో పోల్చినప్పుడు తప్పి నది అనేది ఓకేనా తపతి నది అనేది అరేబియా మహాసముద్రంలో కలవటం జరుగుతుంది అలాగే మనకు తెలుసు నర్మ నర్మదా నది కూడా ఈ అరేబియా మహాసముద్రంలో కలవటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి water ways the Kaveri water ఇప్పుడే కదా రివర్ గురించి అడిగాడు ఇది రివర్ తరపున రెండవ క్వశ్చన్ అని గుర్తుంచుకోండి water dispute is between Karnataka and Tamil Nadu యొక్క కావేరీ నదీ జలాల వివాదము మనందరికీ తెలుసు ఇది కర్ణాటక కేరళ తమిళనాడు యొక్క కావేరీ నది ఈ విధంగా ప్రవహించటం జరిగిద్ది ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉండటం వల్ల ఈ యొక్క నదీ జలాల వివాదము కర్ణాటకకి తమిళనాడుకి మధ్య రావటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రఫీలో నుంచి నేషనల్ పార్క్స్ మామూలుగా అయితే మనం ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాము అలాగే మనకి జాగ్రఫీలో ఫారెస్ట్ ఫారెస్ట్ అనే చాప్టర్లో కూడా వీటిని చదువుకుంటాం నేషనల్ పార్క్స్ వీటన్నిటి గురించి కూడా అందులో చెప్పుకోవటం జరుగుతుంది మరి జిమ్ కార్బర్ట్ అనేది అతి పురాతన నేషనల్ పార్క్ అని మనం చెప్పుకోవచ్చు ఇది ఉత్తరాఖండ్లో ఉండటం జరిగింది అసలు ప్రతి ఎగ్జామ్లో నేషనల్ పార్క్ అంటే ఈ బిట్ మనకి మొఘల్స్లో బుక్స్ అండ్ ఆధార్ నుంచి వస్తే హుమాయున్ నామా ఎలా వచ్చిద్దో నేషనల్ పార్క్స్ అంటే మట్టికి జిమ్ కార్బెట్ మొట్టమొదటిగా ఉండిద్ది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం which place is famous for mining of uranium మనకి మూలకాలు గనులు ఉన్నాయి ఓకేనా ఈ యొక్క యురేనియంని జాదూగూడ అనేటువంటి ప్లేస్లో ఆ యొక్క మైనింగ్ అనేటువంటిది జాదూగూడలో ఉంది అది బాగా ఫేమస్ చెందినటువంటి ప్లేస్ అన్నమాట యురేనియంకి మన ఇండియాలో ఓకేనా నెక్స్ట్ అదే ప్లూటోనియం ప్లూటోనియం ఎక్కడ దొరికిద్ది అంటాడు మనకి కేరళ ప్రాంతంలో వెంబనాడు లేక్ ఉంది కదా వెంబనాడు వెంబనాడు లేక్ దగ్గర ఈ యొక్క ప్లూటోనియం అనేది ఉండటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇది వరల్డ్ జాగ్రఫీ ఓకేనా వరల్డ్ జాగ్రఫీలో which is the largest country of South America మనకి తెలుసు నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఇలా ఉంటాయి అందులో బ్రెజిల్ అనేటువంటిది పెద్ద దేశం అన్నమాట ఈ యొక్క సౌత్ అమెరికాలో ఓకే ఇంకా అలాగే పెరాగ్వే చీలీ చీలీ అనేది అతి ఎక్కువ తీర ప్రాంతం కలిగినటువంటి దేశము Chile okay next question the cabinet mission came in to the year in India ఈ యొక్క క్యాబినెట్ మిషను ఇండియాకి ఎప్పుడు వచ్చింది అని అంటున్నాడు క్యాబినెట్ మిషన్ ఏందయ్యా అంటే మనకి స్వాతంత్రోద్యమంలో మోడర్న్ హిస్టరీలో గాంధీజీ పీరియడ్ని మనం చెప్పుకుంటూ ఉంటాము ఈ యొక్క కా గాంధీజీ పీరియడ్లో వాళ్ళు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం చేస్తారు ఈ టైంలోనే మనకి సెకండ్ వరల్డ్ వార్ కూడా జరుగుతూ ఉండిద్ది ఈ క్విట్ ఇండియా ఉద్యమము ముగిసిన తర్వాత మరి సిఆర్ ఫార్ములా అంటాము ఓకేనా సిఆర్ ఫార్ములా ఈయన ఒక ఫార్ములాని ఏర్పాటు చేస్తాడు మళ్ళీ దీని తర్వాత ముస్లింల నాయకుడు అయినటువంటి జిన్నా కూడా జిన్నా కొన్ని ప్రతిపాదనలు చేస్తాడు ఇవన్నీ కూడా ఫలితాలు అనేవి ఏవీ కాదు ఈ యొక్క సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మనకి ఇంగ్లాండ్లో చర్చిల్ అప్పుడు దాకా చర్చిల్ ఉంటాడు ఈ యొక్క చర్చిల్ దిగిపోయి అట్లీ వస్తాడనమాట అట్లీ అనేటువంటి వ్యక్తి ప్రధాని అవ్వటం జరిగింది ఈ యొక్క అట్లీ మన ఇండియాకి స్వాతంత్రాన్ని ఇవ్వాలి అంతకు ముందులుగా ఒక కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ని వీళ్ళు వేయటం జరిగింది ఓకేనా ఇందులో ఫెతిక్ లారెన్స్ ఫెతిక్ లారెన్స్ అనేటువంటి వ్యక్తి ఇంపార్టెంట్ సభ్యుడు అనమాట ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరు ఇది మనం ఎక్కడ చదువుకుంటామంటే రెండు పాయింట్లలో చదువుకుంటాము ఒకటి హిస్టరీ మోడర్న్ ఇండియాలో ఇప్పుడు దాకా అదే చెప్పాను ఇంకోటి మనకి పాలిటీలో చట్టాలు ఉంటాయి కదా ఓకేనా పంతొమ్మిది వందల డెబ్బై మూడు కాడి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు చేసిన చట్టాల గురించి రాజ్యాంగ పరిషత్ గురించి రాజ్యాంగ నిర్మాణం గురించి మనం అక్కడ చదువుకోవటం జరిగింది next question friends the communal electorate system ఇప్పుడే కదా చెప్పాను యాక్ట్లని ఈ యొక్క యాక్ట్ గురించి రావటం జరిగింది చూసారా మరి బిట్లు మీరు పాలిటీలో ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ అని కాదు ప్రెసిడెంట్ ఇంపార్టెంటే మరి ప్రాథమిక విధులు వాటి గురించి తర్వాత అడిగాడు ఫస్ట్ అసలు చూడండి యాక్ట్స్ గురించి కూడా అడుగుతున్నాడు చాలామంది యొక్క సబ్జెక్టు టఫ్ అని సబ్జెక్ట్ అంటే ఈ యొక్క పాలిటీలో యాక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ ఈ యొక్క యాక్ట్స్ అనేది వాళ్ళు చాలా కష్టమని భావించి ప్రిపేర్ అయితే అవ్వరు కాబట్టి ప్రిపేర్ అవ్వండి యాక్స్ నుంచి కూడా వచ్చిద్ది కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ క్యాబినెట్ మిషన్ కూడా మనం పాలిటీలో చదువుకుంటాం ఓకేనా ఇది కమ్యూనల్ ఎలక్టరేట్ అంటారు కమ్యూనల్ ఎలక్టరేట్ అంటే ఏం లేదండి మన ఇండియాలో ఉన్నారు కదా ఎవరు ముస్లిమ్స్ ముస్లిమ్స్ అలాగే హిందూస్ మేజర్ అనుకుందాం ఈ యొక్క మేజర్లో ఈ మేజర్ తరపు గాంధీ ఉంటాడు హిందువుల తరపు వీళ్ళ తరపు జిన్నా ఉంటాడు ముస్లింల తరపు ఈ జిన్నా ఏమంటాడంటే మాకు ప్రత్యేక నియోజక వర్గాలు కావాలంటాడు ఓకేనా దీనికి ముందులుగా ఏం చేశారంటే మింటో మార్లే సంస్కరణలని చెప్పి మన ఇండియాలో ఉన్నటువంటి హిందువుల్ని ముస్లింలని వేరు చేయాలి అనేటువంటి భావనలతో ఈ యొక్క కమ్యూనల్ ఎలక్టరేట్ సిస్టమ్ని మరి అప్పుడు ఉన్నటువంటి మింటో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది Next question. As of November 2020, what is the total number of high courts in India ఇది కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు అలాగే జీకే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చదువుకోవచ్చు పాలిటీలో హైకోర్ట్స్ నుంచి కూడా చదువుకోవచ్చు ఓకేనా మనకి లాస్ట్ టైము ఇరవై ఐదవ హైకోర్టుగా మన యొక్క అమరావతి హైకోర్టు అనేది అమరావతి దగ్గర ఏర్పడటం జరిగింది అందుకని ఈ యొక్క బిట్టు మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇరవై ఐదు హైకోర్టులు అనేవి ప్రజెంట్ మన ఇండియాలో ఉండటం జరిగింది next question what is who is known as the father of Indian constitution అసలు ఈ బిట్టు తెలియని వాడు ఉండడు simple question doctor Bhimrao Ambedkar next question who presides over the joint sitting of the Lok Sabha and Rajya Sabha మరి లోక్సభ లోక్సభ రాజ్యసభ కలిసి కూర్చోవటానికి ఎవరు దాని యొక్క అధ్యక్షత అధ్యక్షుడిగా వ్యవహరిస్తారంటే మరి లోక్సభ స్పీకరు దీనికి వీళ్ళ జాయింట్ సిట్టింగ్కి అధ్యక్షత వహిస్తాడు next question the economy bits and ఇక GST is an indirect tax imposed in India the full form of GST ఎకానమీలో యాక్రోనియం నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు అది కూడా జిఎస్టీ నుంచి వచ్చాడు మనందరికి తెలిసిందే మరి రెండు వేల పదిహేడు ఓకేనా జూలై ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖున జిఎస్టీని ఏర్పాటు చేయటం జరిగింది goods and service taxes GST అంటే నెక్స్ట్ క్వశ్చన్ రిజర్వ్ బ్యాంక్ మనకి ఎకానమీలో బ్యాంకింగ్ ఉండిద్ది ఎకానమీలో ఆ యొక్క టాపిక్ నుంచి వచ్చింది who was the governor of Reserve Bank of India when demonetisation was announced on eight November two thousand sixteen రెండు వేల రీసెంట్గా అయితే మనకి ఆర్ఆర్బీస్లో ఈ యొక్క డేట్ కూడా అడిగాడండి రెండు వేల పదహారు అనేటువంటి ఇయర్ని కూడా అడిగాడు ఎప్పుడు డిమానిటైజేషన్ చేశారని రెండు వేల పదహారు గుర్తుంచుకోండి రెండు వేల పదిహేడులో జిఎస్టీ వచ్చేది ఫస్ట్ డిమానిటైజేషన్ తర్వాత జిఎస్టీ గుర్తుంచుకోండి మీకు ఒక మార్కు కంపల్సరీగా వచ్చేది ఓకేనా ఉర్జిత్ పటేల్ అనేటువంటి గవర్నరు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆ డిమానిస్ట్రేషన్ అప్పుడు ఉండటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం computer bits computer bits Intel Core I nine Intel Core I nine అనేది ఏంటిదని అడుగుతున్నాడు ఇది ఒక ప్రాసెస్సర్ ఓకేనా ఇది ఒక processor not a system language ఓకేనా లేకపోతే not a program program language ఇవేం కాకుండా ఇది ఒక ప్రాసెస్ ప్రాసెసింగ్ చేసేటువంటి చిప్ అన్నమాట ఇంటెల్ కోర్ ఐ నైన్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫైథాన్ ఓకేనా ఫైథాన్ అంటే ఏంటంటున్నాడు ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అనేది పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనము నిన్న చెప్పుకున్నటువంటి ట్వంటీ ఎయిత్లో మనం ఏం చెప్పుకున్నాము అవుట్పుట్ డివైజెస్ గురించి చెప్పుకున్నాము అలాగే ఎన్ఐయు అంటే ఏంటన్నాము నెట్వర్క్ ఇంటర్ఫేస్ యూనిట్ అని మనం చెప్పుకోవటం జరిగింది అవుట్పుట్ డివైజెస్ చెప్పుకున్నాము ఓకేనా మరి వీటి గురించి నిన్న అడగటం జరిగింది కంప్యూటర్ బిట్స్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇంకో కంప్యూటర్స్లో నుంచి మనకి ఒక యాక్రోనియం అడిగాడు ఏఎస్సిఐఐ ఏఎస్సిఐఐ అంటే ఏంటన్నాడు American standard code for information interchange మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఐఐ డబుల్ ఐకి రివర్స్ ఇస్తాడు ఒకదానికొకటి ఎక్స్చేంజ్ చేస్తాడు American standard code for interchange information అని కూడా ఇచ్చిన మనం రైట్ ఆన్సర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత ఇంటర్చేంజ్ వచ్చింది ఆ విధంగా గుర్తుంచుకోండి next question which type of lens is required for correcting the vision of a person with myopia అందరికి తెలుసు మయోపియా హైపర్ మయోపియా అని దృష్టి లోపాలు ఉన్నాయి మయోపియాకి మనకి కాన్కేవ్ ఓకేనా పుటాకారం అంటాము దీనికి కాన్వెక్స్ హైపర్ మయోపియాకి కాన్వెక్స్ అనమాట ఈ యొక్క మయోపియాకి ఉపయోగించేటువంటి కాన్కేవ్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ అనేవి ఇదిగో ఇలా ఉంటాయండి ఓకేనా ఇవి వచ్చినటువంటి కాంతి కిరణాలను డైవర్జింగ్ చేసేస్తాయి ఓకేనా అందుకని మయోపియాకి వాడేటువంటి ఆ యొక్క కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తాయి అంటే డైవర్జింగ్ చేసేస్తాయి అందుకని వీటిని డైవర్జింగ్ లెన్స్ అని పిలవటం జరిగేది నెక్స్ట్ క్వశ్చన్ బెరీ బెరీ మనకి బయాలజీలో విటమిన్స్ అనేటువంటి చాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా beri is disease is caused due to the deficiency of vitamin B one B one vitamin లోపం వల్ల బెరీ బెరీ అనేటువంటి వ్యాధి కలిగిద్ది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బయాలజీలో which human disease is caused by bacteria మనకి బయాలజీలో డిసీజెస్ వ్యాధి శాస్త్రము ఉంటుంది వ్యాధి శాస్త్రం విటమిన్లు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ బయాలజీ టాపిక్లో ప్రస్ ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ బ్యాక్టీరియా గురించి అడిగాడు తర్వాత వైరస్ గురించి అడగవచ్చు ఫంగస్ గురించి అడగవచ్చు ఓకేనా ఈ విధంగా అడగవచ్చు లేదా దోమలు దోమలు ఫిలస్ ఈ విధంగా దోమల నుంచి వచ్చేటువంటివి ఓకేనా సిసిఈగా ఈ విధంగా అనమాట ఈ యొక్క టైఫాయిడ్ అనేటువంటి రోగము జ్వరము టైఫాయిడ్ అనేటువంటి జ్వరము ఒక బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధి టై టైఫాయిడ్ బ్యాక్టీరియా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం which plant belongs to bryophyta నిన్న కూడా మనం చెప్పుకోవటం జరిగింది బ్రయోఫైటా టెరిడోఫైటా వీటన్నిటి గురించి ఏంటంటే ప్లాంట్ కింగ్డమ్ కింగ్డంలో ఒకనా రెండు రకాలు పుష్పించే మొక్కలు పుష్పించని మొక్కలు పుష్పించని మొక్కలు మళ్ళీ మూడు రకాలు వీటిలో మరి బ్రయోఫైటా తాలోఫైటా టెరిడోఫైటా అంటాము ఓకేనా వీటిలో ఫెనిరోగ్రామ్స్ క్రిప్టోగ్రామ్స్ ఓకేనా ఈ విధంగా విభజించడం జరిగింది వృక్షశాస్త్రాన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనకి ఫిజిక్స్లో నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఫిజిక్స్లో కూడా మనకి కరెంట్ కరెంట్ కన్జంప్షన్ గురించి the maximum resistant which can be made using the four resistance each one by four in series కొన్ని రెసిస్టర్లు ఓకేనా చూడండి సిరీస్లో ఇది ఒకటోది రెండోది మూడోది నాలుగోది అనుకుంటే ఒక్కొక్క దానికి resistance one by four one by four one by four one by four ఉందంట ఇటు యొక్క ఫలిత యొక్క నిరోధము ఎంత అంటున్నాడు one by four plus one by four plus one by four plus వేసేసుకుంటే మనకి వన్ వచ్చేసిద్ది అనమాట okay answer is one answer is one one by four in series ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ కెమిస్ట్రీలో మనకి యాసిడ్ అండ్ బేసిస్ అనేటువంటి చాప్టర్ నుంచి పిహెచ్ వాల్యూస్ వస్తాయి అందులో ఇంపార్టెంట్ లెమన్ జ్యూస్ అలాగే బ్లడ్ ఇంకా దంతా దంతం యొక్క క్రమక్షయం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట పిహెచ్ వాల్యూ అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఓకేనా హెచ్టిఎస్ఓ ఫోర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గురించి వీటన్నిటి గురించి పిహెచ్ వాల్యూస్ ఎక్కువగా అడుగుతుంటాడు లెమన్కి కలగ పిహెచ్ వాల్యూ అరౌండ్ టూగా ఉండిద్ది అంటే టూకి నియర్లీ ఉండిద్ది పాయింట్లో ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనకి యుఎన్ మరియు ఆర్గనైజేషన్స్ అదర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా సార్క్ సార్క్లో మెంబర్ అయినటువంటి ఈ యొక్క మెంబర్ ఏది అంటున్నాడు ఆఫ్ఘన్ కూడా సార్క్లో మెంబరే ఓకేనా next question which of the following is not a UNESCO heritage site చూడండి సన్ టెంపుల్ ఇది యునెస్కోలో భాగమే అజంతా కేవ్స్ ఔరంగాబాద్లో ఉన్నాయి చూడండి ఇక్కడ సన్ టెంపుల్ ఎక్కడ ఉందని కూడా అడుగుతాడు కోనార్క్ అజంతా కేవ్స్ ఎక్కడుంది అంటాడు ఔరంగాబాద్ రాణికి వావ్ అంటాడు పఠాన్ జంతర్ మంతర్ అంటాడు న్యూఢిల్లీ ఇందులో మనకు వచ్చినటువంటి రైట్ ఆన్సర్ న్యూఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ని యునెస్కో సైట్లో ఇంకా యాడ్ చేయలేదు రాణికి వావ్ని ఎల్లోరా కేవ్స్ని సన్ టెంపుల్ని యాడ్ చేయటం జరిగింది next question where is the headquarters of UNESCO అందరికి తెలిసిందే ప్యారిస్ ఓకేనా సో ఇంకా మీరు కూడా యుఎన్ ఆర్గనైజేషన్కి సంబంధించి మూడు బిట్లు అయితే రావటం జరిగింది మీరు కనుక ప్రిపేర్ అయి ఉంటే కనీసం వన్ టు ఫైవ్ మార్క్స్ వచ్చేటువంటి అవకాశాలన్నీ ఈ యొక్క యుఎన్ చాప్టర్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హూ హెమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ అవార్డెడ్ ద భారతరత్న ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదిలో భారత్న అవా భారతరత్న అవార్డు పొందని వ్యక్తి ఎవరని అంటున్నాడు చూద్దాం ఆప్షన్స్ శ్రీ ప్రణబ్ ముఖర్జీ శ్రీ నానాజీ దేశ్ముఖ్ అటల్ బీహార్ వాజ్పేయి భూపేన్ హజారిక మనందరికీ తెలుసు అటల్ బీహార్ వాజ్పేయికి ఆల్రెడీ అవార్డు వచ్చేసింది ఈ మిగిలిన ముగ్గురు కూడా రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నటువంటి వ్యక్తులు అటల్ బీహారీ వాజ్పేయికి ఆల్రెడీ భారతరత్న ఇవ్వటం జరిగింది next question ISRO created history by launching in February two thousand nineteen చూడండి మనం రాసినటువంటి ఎగ్జామ్ రెండు వేల ఇరవై డిసెంబర్ది కానీ ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి చాప్టర్ నుంచి కరెంట్ అఫైర్స్లో కాకుండా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు రెండు వేల పదిహేడు గురించి అడిగాడు ఈ యొక్క రెండు వేల పదిహేడులో మనము నూట నాలుగు శాటిలైట్లని సింగిల్ రాకెట్లో పంపించడం జరిగింది ఇది ఒక బిగ్ బిగ్ హిస్టరీగా మారిపోయింది ఆనాడు రెండు వేల పదిహేడులో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం the Central Drug Research Institute of India is located at మనందరికీ తెలుసు ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్లను అడుగుతూ ఉంటాడు ఎక్కువగా లేదా హెడ్ క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ అడుగుతాడు ఇది కూడా హెడ్ క్వార్టర్స్ కిందే అనుకున్న ఇన్స్టిట్యూట్ కింద అడుగున్న మరి అలాగే సిఇఓస్ ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చిందనుకోండి ఈ యొక్క క్వశ్చన్ ఓకేనా డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది లక్నోలో ఉండటం జరిగింది ఇలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన ఇండియాలో చాలా ఉన్నాయి ఓకేనా నిన్న ఏం చెప్పుకున్నామంటే Sahitya Akademi head quarter Sahitya Akademi head quarter ఎక్కడుందన్నాడు న్యూఢిల్లీలో ఉందని మనం నిన్న చెప్పుకోవటం జరిగింది న్యూఢిల్లీలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం dash is supersonic cruise missile అందరికీ తెలుసు బ్రహ్మోస్ మన ఇండియాలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది రష్యాలో ఉన్నటువంటి మాస్కోస్ నది పేరు మీదుగా ఈ యొక్క బ్రహ్మోస్ని మరి తయారు చేయటం జరిగింది ఈ బిట్లు కూడా మనకు ఆల్రెడీ ఆర్ఆర్బీస్లో అడిగేశాడు next question Antrix Corporation Limited Bengaluru is అనేది ఈ యొక్క యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటిది మనం చదువుకుంటాం సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి చాప్టర్లో ఇస్రో గురించి మనం చదువుకునేటప్పుడు ఇస్రోకి మార్కెటింగ్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఉంది దాని పేరు యాంట్రిక్స్ అని కూడా చదువుకోవటం మనకు తెలిసిందే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సమగ్ర శిక్ష సమగ్ర శిక్ష అభియాన్ ఉండేది కదా Samagra Shiksha is is a scheme for school education which extent from యొక్క సమగ్ర శిక్ష అభియాన్ని ఎక్కడ దాకా ఎక్స్టెన్షన్ చేశారా అంటే మరి క్లాసు ఇక ట్వెల్వ్ ఇది ట్వెల్వ్ అనమాట దీని అర్థము ఇది పదని ఇది ఒకటని ఇది ఒకటి ఇట్లా మొత్తం కొడితే రోమన్ అంకెల్లో పన్నెండు మనకి అర్థమాటిక్లో మనకి ఆర్ఆర్బీస్లో రోమన్ అంకెల మీద కూడా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు అంటే సపోజ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అనుకోండి దీన్ని రోమన్ అంకెల్లో రాయమని మనకి ఆల్రెడీ బిట్స్ వస్తూ ఉన్నాయి ప్రజెంట్ ఆర్ఆర్బీలో మనకి సిబిటీలో ఓకేనా జనవరి ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు జరిగినటువంటి ఈవినింగ్ షిఫ్ట్లో రోమన్ అంకెల గురించి కూడా అడిగాడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం which country was the host for union environmental event world environment day twenty twenty మనకి జూన్ ఐదవ తారీఖున జూన్ ఐదవ తారీఖున మనము వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని జరుపుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం ఎందుకంటే ఆనాడు ఎన్విరాన్మెంట్ ఓకే యుఎన్ఈపి యుఎన్ఈపిని ఏర్పాటు చేయడం జరిగింది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇది కూడా మనకి యాక్రోనియంలో ఆర్ఆర్బీస్లో అడిగేశాడు ఓకేనా మనం చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆర్ఆర్బీలో అడిగిన పెట్టలేనండి ఓకేనా గుర్తుంచుకోండి కొలంబియా అనేటువంటి కంట్రీలో ఓస్ట్ ఇవ్వటం జరిగిందన్నమాట ఈ యొక్క ఎన్విరాన్మెంట్ డేకి యువన్ ఎన్విరాన్మెంట్ ఈవెంట్కి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం who won the Indian Premier League IPL IPL twenty ట్వంటీని గెలుచుకుంది ఎవరంటున్నాడు ముంబై ఇండియన్స్ ఇది కరెంట్ అఫైర్స్ బిట్ అండి ఇది కరెంట్ అఫైర్స్ బిట్టు స్పోర్ట్స్లో నుంచి వచ్చింది స్పోర్ట్స్ అనేటువంటి టాపిక్లో current affairs next question who was the chief justice at republic day celebrations of India in twenty twenty రెండు వేల ఇరవైలో రిపబ్లిక్ డేకి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ ఎవరు అంటున్నాడు మనకి రెండు వేల ఇరవైలో రాలేదు కానీ అప్పుడు మనకి బ్రెజిల్ బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ని ఆహ్వానించడం అయితే జరిగింది next question as of November twenty twenty who is the education minister of India Ramesh Pokhriyal Nishank ఈయన అప్పుడు మనం సిబిటి వన్ రాసేటప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి ఎవరైనా ఇంకా నాని టెక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి మన కమ్యూనిటీ ఛానల్లో క్వశ్చన్స్ని పోస్ట్ చేస్తూ ఉన్నాము ఓకేనా మరి మీకోసం వన్ అవర్కి పైగా ఎంతో కష్టపడి ఈ యొక్క వీడియోస్ని రెడీ చేయటం జరుగుతుంది మరి మీ తరపు నుండి మాకు ఒక లైక్ అలాగే షేర్ని చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఉంటాను